హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ని Telugu all in one channel లైన్ని వీక్షిస్తున్న మీకు ధన్యవాదాలు మా కొత్త వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఈ క్రింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి ఆ వెంటనే వచ్చే గంట సింబల్ను కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు Jio birthday gift bumper offer free calls unlimited data పన్నెండు నుంచి జియో బర్త్డే ఆఫర్ మూడు నెలల పాటు ఫ్రీ కాల్స్ అన్లిమిటెడ్ డేటా వివరాల్లోకి వెళ్తే ఈరోజు రిలయన్స్ జియో రెండో పుట్టినరోజు అంటే రిలయన్స్ సంస్థ జియో సర్వీసెస్ను ప్రారంభించి నేటితో రెండేళ్ళు అవుతుందన్నమాట ఈ సందర్భంగా జియో కస్టమర్లకు రిలయన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది పది వందకే అపరిమిత కాల్స్ డేటా ఇవ్వనుంది ఈ ఆఫర్ను మూడు నెలల పాటు వినియోగించుకోవచ్చు వినియోగదారులకు ఈ ఆఫర్ను అందించేందుకు ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ అయిన ఫోన్పేతో జియో ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఇప్పటికీ జియో మూడు వందల తొంభై తొమ్మిదికి ఎనభై నాలుగు రోజుల పాటు one point five GB high speed డేటాను అందిస్తుంది ఈ ప్లాన్కు వంద డిస్కౌంట్ ఇచ్చి రెండు వందల తొంభై తొమ్మిదికే ఉచిత సేవలను కల్పిస్తుంది తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్తో వినియోగదారులు ఉచిత అపరిమిత కాల్స్ రోజుకు వంద మెసేజ్లు పం పంపుకునే అవకాశం ఉంది వంద డిస్కౌంట్ వంద డిస్కౌంట్ ప్లాన్తో రెండు ఆప్షన్లు ఉన్నాయి జియో యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఫిఫ్టీ క్యాష్ బ్యాక్ ఓచర్లు వస్తాయి ఈ ఓచర్లతో ఫిఫ్టీ ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది మై జియో యాప్లో ఉన్న ఫోన్పే ఆప్షన్ ద్వారా రీఛార్జ్ మొత్తం చెల్లిస్తే యాభై ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ ఆఫర్ సెప్టెంబర్ పన్నెండు నుండి ఇరవై ఒకటికు మాత్రమే లభ్యమవుతుంది కాబట్టి వెంటనే రీఛార్జ్ చేసుకోండి ఫ్రెండ్స్